మీ పేరు కవిత కవిత ఎనభై ఎనభై గ్రామం నుంచి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఆరుగురు ఆరుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక కోడలు అందరూ వ్యవసాయం చేస్తారు అందరూ వ్యవసాయం చేస్తారు ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేయబట్టి పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మీరు రోజులో ఎంతకాలం పొలంలో పని చేస్తారు ఇక ఎంతకాలం అంటే మాది మాకే అయ్యి ఏడు గంటల నుంచి పోతాం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి రాత్రి ఐదు ఐదు దాకా ఐదు గంటల దాకా ఐదు గంటలకి ఐదు గంటల దాకా మీకు ఈ వ్యవసాయం ఏమనిపిస్తుంది వ్యవసాయం చేయడం వలన చేయాలనిపిస్తుంది వ్యవసాయం చేస్తేనే లాభం ఉంటుంది మనకేమున్నది వ్యవసాయం అనేది ఆరోగ్యం మన ఆరోగ్యాన్ని కొరకే చేసుకోవాలనేది ఆలోచన అది వస్తుంది అన్నట్టు అట్లా ఇక మనకు బయట పనులు ఏం పనులు లేవు కదా అదే పనులు చేసుకోవాలి ఆ పనులు మనవి మనం చేసుకొని తింటేనే మన ఫ్రూట్ మంచిగా ఉంటుంది అనేది ఆలోచన అది మీకు ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన ఆదాయం ఎట్లా ఉందమ్మా సేంద్రీయ వ్యవసాయం చేస్తే పంట కొద్దులు వస్తుంది కానీ దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్టు వదన ఎక్కువ వస్తుంది వదన ఎక్కువ వస్తుంది వదన ఎక్కువ వచ్చడం వల్ల మనం ఎరువులు ఇవన్నీ వేస్తాం కదా వీటి వల్ల వదన ఎక్కువ వస్తుంది అవేమో అన్ని రసాయన ఎరువులు అవి వేస్తాం కదా వీటికి ధర ఉంటుంది కానీ ఎరువులు రావు ధర రాదు అది బాగుండదు అందుకొరకు ఇవి వేసేసేస్తాం మీరు మీరు రోజు మొత్తం మీద ఎన్ని గంటలమ్మా పని చేస్తారు పొలంలో ఎన్ని గంటలు అంటే పది గంట తొమ్మిది గంటలకు పోయి ఈ ఐదు గంటలకు వస్తాం సాయంత్రం ఐదు గంటలకి ఇప్పుడు మీ కుటుంబంలో ఆరుగురు ఉన్నారన్నావు కదా ఇంట్లో ఉంటారు అంతమంది వెళ్తారా పొలంకి ఇద్దరు బయటికి రైనింగ్ దోల పోతారు నా కొడుకులు కొడుకులు ఎవరెవరు వెళ్తారు పొలంకి మేమే నలుగురం నా చిన్న కొడుకు నేను మా ఆయన మా కోడలు అన్నీ చెప్పాను ఇక వాళ్ళిద్దరు ఒక ఆయన టాటా ఏసీ దోల పోతాడు ఒక ఆయన ఇక బయట ఈ మిషన్లు వరికోత మిషన్లు అది ఒకటి అది ఒకటి అవే రైనింగ్ పనులు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదమ్మా పంటలు ఏ ఏ పంటలు వేస్తారు పత్తి వరి కూరగాయలు అన్నీ అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల కూరగాయలు మీరు అక్కడ ఆ కూరగాయల్ని అక్కడ ఊర్లోనే అమ్ముతారా లేకపోతే బయటికి పంపిస్తారా ఎట్లా స్నానం అన్నప్పుడు ఇక్కడికి పంపించేది సహజాహారం పంపిస్తారు సహజాహారానికి పంపించేది ఇక ఇప్పుడు కొద్ది కొద్దిగా అయినా ఆడికి కళ్యాణ్ తోలుతాను అన్నట్టు కళ్యాణ్ తోలితే ఇడికి వస్తాను ఇక్కడనే పంపిస్తాం అక్కడ ఏం కొంచెం రెండు కిలోలు మూడు కిలోలు వెళ్తే ఊళ్ళనే వాళ్ళ అక్కడక్కడ సరే అక్కడనేది అవుతాను కానీ సానా వెళ్ళినాయి కాబట్టి డ్రైల్గా ఇక్కడనే వస్తాయి ఇక్కడికి ఎప్పుడైనా ఇంకేం పండిస్తారు పత్తి పండుతుంది పత్తి పండుతుంది వరి పండుతుంది వరి ఈ మిరపకాయలు మిర్చి అదేందో ఇవి టమాటాలు వంకాయలు అన్నీ అన్నీ వస్తాం అన్నీ వస్తాయి ఇక్కడ దాకా సో మీరు పండించినవన్నీ మీరు తింటారు ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇక మేము ఇక పండించిన మేము మిగతా అంతే ఉంటుంది సో మీకు ఈ వ్యవసాయం అనేది లాభదాయకంగానే ఉంది వ్యవసాయం అనేది లాభదాయకం బయటికి కూలి పోవాలంటే మానంగా పోలేము మాది మేము చేసుకుంటూనే రైతాం ఇట్లా బయటికి పోలేము చాలా సంతోషం అమ్మ మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మీరు కూడా సేంద్రియ పదార్థాలని తింటూ పది మందికి కూడా మీరు సేంద్రియ పదార్థాన్ని ఇస్తున్నారు కనుక చాలా సంతోషం చాలా మంచి పని చేస్తున్నారు థ్యాంక్స్ సార్